ని స్థుతించువారు నిత్య జీవమునందెదరు యేసుని స్థుతి

it తీర్చువారు నిత్య జీవమున తెడరు యేసుని శృతించువారు నిత్య జీవమున తెదరు చీకు చింతలు కలిగినను చెరలో దుఃఖము కలిగినను చీకు ೂರೆ నిత్య జీవమును నెదరు నడి సంద్రములో పయనించి ఆమె నడములలో నివసించిన నడి సంద్రములో పయనించి చప్పట్లు పాడదా ఏసుని నిత్య జీవమును తెదరు ఏసుని స్థుతించువారు నిత్య జీవమును తెదరు ఆనందముతో దిన దినము చేతుల పైకి స్వరం ఎత్తి విగ్రహ దేవుని స్తోత్రం చెల్లుతావా మరొక పాట పాడుతూ దేవుని నామను బహిపరచు